గుడ్ మార్నింగ్ హ్యాపీ ఎంటర్ప్రెన్యూర్షిప్ నా పేరు Sudheer Varma different different business startup ideas కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే సార్ స్కూల్ డేస్ నుంచి కూడా మనకి రెగ్యులర్గా సైన్స్ మీద సోషల్ మీద స్పోర్ట్స్ మీద కానీ మ్యాథమెటిక్స్ అని ఇటువంటి సబ్జెక్ట్స్ మనం రెగ్యులర్గా నేర్చుకుంటాం బట్ ఎందుకని ఎస్పెషల్లీ బిజినెస్ లేదా startups accounting financial management life skills ఇటువంటి కోర్సెస్ గురించి మనకి ఎందుకు నేర్పించరు అటువంటి దాని మీద మనకు ఒక సబ్జెక్ట్ ఉంటే లైఫ్లో మనం అచీవ్ చేసే పాయింట్స్ కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ కానీ ఎలా ఉంటే అసలు ఇటువంటి వాటి వల్ల ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది అవి మన స్కూల్ లైఫ్ నుంచి అవసరమా లేదంటే ఎస్ అబ్సల్యూట్లీ స్కూల్ డేస్ నుంచి కూడా బిజినెస్ గురించి అకౌంటింగ్ గురించి మనీ మేనేజ్మెంట్ గురించి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు చూడండి ప్రతి మనిషి చదువుకునేటప్పుడు చిన్నప్పుడే ఒక కాన్సెప్ట్కి ఫిక్స్ అయిపోతున్నారు నేను పెద్ద అయిన తర్వాత ఐఐటికి వెళ్తా ఐఏఎంలో జాయిన్ అవుతా లేదా సైంటిస్ట్ని అవుతా ఇంజనీర్ని అవుతా డాక్టర్ని అవుతా అని ప్రతి మనిషి కూడా వెర్టికల్గానే పెరుగుతున్నారు ఈ వెర్టికల్గా పెరిగే క్రమంలో ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటనేది ఎవరూ చూడట్లేదండి సపోజ్ మీరు ఒక ఐఐటికి టార్గెట్ పెట్టుకున్నారు అనుకుందాం మీరు ఐఐటి చదవడానికి శత విధాలా ప్రయత్నించారు బట్ అది క్రాక్ అవ్వచ్చు అవ్వలేకపోవచ్చు అవ్వలేని పక్షంలో మీకు ఆప్షన్ ఏంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా మీకు ఉండాలి కదా అలా ఎప్పుడైతే హారిజాంటల్ ఆప్షన్స్ లేవు అంటే అట్ ఏ టైము మీరు నాలుగైదు స్కిల్స్ మీద కనుక సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు లైఫ్లో ప్రతి స్కిల్ ఎక్కడో చోట ఉపయోగపడుతుంది అలా కాకుండా వెర్టికల్గా అంటే కేవలం ఒకే ఒక పాయింట్ మీద మీరు ఎప్పుడైనా ఆధారపడితే అటువంటప్పుడు అటువంటి ఆప్షన్స్ని మనం చూస్ చేసుకోవాలన్నప్పుడు ఆల్టర్నేటివ్ కెరీర్ ఉండదు ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ ఫినాన్స్ మేనేజ్మెంట్ స్టార్టప్స్ మీద వీటికి సంబంధించిన విషయాన్ని ఎందుకు మనం నేర్పించాలంటే ఇవాళ ప్రతి ఉన్న ప్రతి ఒక్కరికి మేజర్ ఛాలెంజ్ ఇందాక చెప్పినట్టు మీరు సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలనుకున్నారు సంపాదించలేకపోయారు అనుకుందాం లేదు సివిల్స్ క్రాక్ చేద్దాం అనుకున్నారు క్రాక్ చేయలేకపోయారు లేదు అంటే ఐఐటి ఐఐఎంలోనో జాయిన్ అవుదాం అనుకున్నారు అది కూడా సంపాదించలేకపోయారు అనుకుందాం ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి మీరు ఫోర్ ఇయర్స్ కష్టపడి ఇంజనీరింగ్ చదివారు బయటకు వచ్చిన తర్వాత మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ సంపాదించలేకపోయారు అలాంటప్పుడు ఆప్షన్ ఏంటి ఏం చేస్తే మీకు డబ్బులు సంపాదించాలి ఏం చేస్తే బిజినెస్ చేయొచ్చు ఇటువంటి ఆప్షన్స్ ఎవరికి తెలియడం లేదు ఈ తెలియకపోవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫినాన్షియల్గా సఫర్ అవుతున్నారు అకౌంటింగ్ తెలియట్లేదు అంటే మీ దగ్గరకు వచ్చిన హండ్రెడ్ రూపీస్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియట్లేదు ఒక వన్ ల్యాక్ రూపీస్ మీ చేతికి ఇస్తే దాన్ని ఎలా స్పెండ్ చేయాలో తెలియట్లేదు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు స్టాక్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి ఇటువంటి ప్లానింగ్ అంటిల్ అండ్ అండ్లెస్ మీ డిగ్రీ కంప్లీట్ అయ్యి మీరు జాబ్ జాయిన్ అయిన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత కానీ వీటి గురించి ఆలోచించట్లేదు బట్ చిన్నప్పటి నుంచి మీకు బిజినెస్ మీద ఫినాన్షియల్ ప్లానింగ్ మీద అకౌంటింగ్ మీద ఒక ఆప్షన్ ఉంది అనుకోండి దాని మీద ఒక సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి మీరు వాటిని లైఫ్ స్కిల్స్లో ఎక్కడైనా సరే ఉపయోగించుకోగలుగుతారు చూడండి మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బిక్లో వాళ్ళ ఫస్ట్ బిజినెస్ ఐడియా ఏంటి అంటే చిన్నప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాళ్ళ చెల్లెల్ని కూర్చోబెట్టి కామిక్స్ లైబ్రరీ ఒకటి స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్న టైంలో ఒక కామిక్స్ లైబ్రరీ స్టార్ట్ చేస్తారు ఈ కామిక్స్ లైబ్రరీ ఎక్కడ యూస్ చేసుకుంటారు చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి గంటకు ఒక five cents ten cents pay చేసి ఏదో ఒక కామిక్ బుక్ చదువుకోవచ్చు చిన్న వయసు నుంచి మీకు డబ్బులు సంపాదించడం ఎలా ఆ వచ్చిన డబ్బుల్ని మేనేజ్ చేయడం ఎలా వాటిని తిరిగి కట్ చేయడం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవడం ఎలా అన్న ఆప్షన్ మీకు చిన్న వయసులోనే మీ బ్రెయిన్లో ఒక సీడ్ కనుక నాటుకుంది అనుకుంటే మీరు ఎదుగుతున్న కొద్దీ ప్రతి పూట డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ఎలా వైజ్గా ఖర్చు పెట్టుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ఆపర్చునిటీ కనిపిస్తుంది బట్ ఈ ఆప్షన్ కనుక మీకు లేదు అనుకోండి మీ కెరియర్లో ఖచ్చితంగా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇవాళ ఒక మనిషికి లక్ష రూపాయలు ఇచ్చామనుకోండి వెళ్ళి హ్యాపీగా ఐఫోనో ఇంకో స్మార్ట్ ఫోన్ కొనుక్కొని వచ్చేస్తున్నారు బట్ అదే ఒక తెలివైన పర్సన్కి లక్ష రూపాయలు ఇస్తే వాటిని ఒక ఫైవ్ సిక్స్ పార్ట్స్ కింద డివైడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు లేదా వన్ ల్యాక్ రూపీతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు లేదా తెలిసిన ఫ్రెండ్స్ స్టార్టప్లు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ అన్న ఆప్షన్ తెలియనప్పుడు ఒక పది రూపాయలు ఉపయోగించి తిరిగి ఇంకో పది రూపాయలు సంపాదించడం తెలియనప్పుడు ఎప్పటికీ మనకి అకౌంటింగ్ రాదు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ రాదు డబ్బులు సంపాదించే ప్రయత్నం తెలియదు కష్టపడి పని చేస్తాం ఉద్యోగం చేస్తాం నెలసరికి జీతం తీసుకుంటాం జీతం అంతా ఖర్చు పెట్టేసుకుంటాం ఎక్కడైతే సంపాదిస్తున్నాం ఖర్చు పెడుతున్నాం సంపాదిస్తున్నాం ఖర్చు పెడుతున్నాం ఇదే ఫ్లో సాగుతుందో అక్కడ మీకు ఇన్వెస్ట్ చేయడానికి కానీ తిరిగి వాటి మీద డబ్బులు సంపాదించడానికి కానీ ఆపర్చునిటీ ఉండదు ఇది ఎక్కడి నుంచి రావాలి ఈరోజు మనం ఒక గంట సేపు ఎవరినైనా బ్రెయిన్ వాష్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అది వస్తుందా రాదు చిన్నప్పటి నుంచి కూడా అది బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉండాలి నీకు డబ్బులు సంపాదించడం తెలియాలి నీకు ఇన్వెస్ట్మెంట్స్ తెలియాలి వాటిని మేనేజ్ చేయడం తెలియాలి పది రూపాయలు ఉపయోగించి ఇంకో పది రూపాయలు సంపాదించడం తెలియాలి అనేది మన స్కూల్ లైఫ్లో మన పార్ట్ ఆఫ్ ద సిలబస్ అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద మీకు మంచి అవేర్నెస్ ఉంటుంది ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవాళ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ కింద ఎక్కువ మంది పెరిగిపోతున్నారు బిజినెస్లో కూడా ఫెయిల్ అవుతున్నారు ఇంట్లో కూడా వచ్చే ఇరవై వేలు ముప్పై వేల రూపాయల జీతాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు ఈఎంఐలని e అప్పులని ఇంట్రెస్ట్లని వీటి చుట్టూ ఎక్కువ పరిగెడుతున్నారు ఎందుకు అంటే మెయిన్ రీజన్ చిన్నప్పటి నుంచి మనకు accounting financial management investment business startups వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్గా తెలుసుకుంటారో ప్రాపర్గా వాటిని మీ లైఫ్ స్కిల్స్లో యూజ్ చేసుకుంటారో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గుతాయి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ సబ్జెక్ట్ కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా ఫేస్ చేయరు కేవలం విషయం అండి విషయం తెలుసుకోకే సగం మంది సఫర్ అవుతున్నారు తప్ప తెలిసి చేయలేక కాదు ఈ తెలిసి చేయడం అనేది మన సిలబస్లో కూడా పార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇటువంటి మరిన్ని బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్గా కింద కామెంట్ సెక్షన్లో వాటిని తెలపండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్టార్టప్ వీడియోస్ కోసం రెగ్యులర్గా ఈ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి happy entrepreneurship thank you bye bye